హాయ్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము RRB NTPC CBT one GS మరియు జీకే బిట్లను చూద్దాము ఈ యొక్క బిట్లు మనకి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్లు ఇది పార్ట్ టూ అనగా సెట్ టూ పార్ట్ టూ లాగా చేస్తున్నాము పార్ట్ వన్ పార్ట్ టూ అనకుండా సెట్ వన్ సెట్ టూ అనే మోడల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క ఛానల్లో కమ్యూనిటీ పేజ్ ఉండిద్ది కమ్యూనిటీ అందులో మనము క్విజ్ని అయితే ఏర్పాటు చేస్తున్నాము క్విజెస్ని అందులో మీరు పాల్గొనవచ్చు ఓకేనా మరి క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితేనే ఓకే అయితే నేను మొదటిగా చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనము క్లాసులోకి వెళ్ళబోయే ముందలా అసలు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేది కూడా నేను ఇక్కడ సబ్జెక్ట్ నేము వచ్చినటువంటి క్వశ్చన్లు ఇందులో నుంచి వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఓకే ఓకే సరే ఫ్రెండ్స్ మనకి హిస్టరీ నుండి ఐదు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఫస్ట్ మనం హిస్టరీని హైయెస్ట్ సబ్జెక్టుగా తీసుకొని దాని నుంచి మీకు చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి who fought the battle of Plassey against the East India Company East India కంపెనీకి వ్యతిరేకంగా మరి ప్లాసీ ఉద్యానంలో వ్యతిరేకంగా ఉంది ఎవరయ్యా అంటే సిరాజ్ ఉద్దౌలా సిరాజ్ ఉద్దౌలా మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ప్లాసీ యుద్ధాన్ని జరిగించాయి దీని గురించి చూసుకున్నట్లయితే పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడవ తారీఖున ఈ యొక్క ప్లాసీ యుద్ధం అనేటువంటిది జరగటం జరిగింది అయితే సిరాజ్ ఉద్దౌలా అనేటువంటి వ్యక్తి ఓడిపోయాడు ఈ యొక్క బ్రిటిష్ ఇండియా కంపెనీ చేతిలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Jallianwala Bagh massacre took place during the term of viceroy ఇందులో ఏమంటున్నాడంటే ఏ వైస్ రాయ్ ఉన్న కాలంలో జలియన్ వాలాబాగ్ సంఘటన హత్యాకాండ జరిగింది అని అంటున్నాడు మనకి అప్పుడున్నటువంటి వైస్రాయి లార్డ్ చేమ్స్ఫార్డ్ ఇతన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదమూడవ తారీఖున ఈ యొక్క సంఘటన జరిగింది ఏప్రిల్ పదమూడవ తారీఖున అయితే మనకు తెలుసు కదా మాంటింగ్ చేంజ్పర్డ్ సంస్కరణలు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి వయసురాయే ఈ యొక్క చేమ్స్ వర్డ్ ఓకేనా ఈ యొక్క చేమ్స్ వర్డ్ అనేటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి మనకి వైస్రాయ్గా మన ఇండియాలో ఉండి ఈ యొక్క Government of India Act nineteen ninety తీసుకొచ్చినటువంటి వ్యక్తి చెమ్స్పాడ్ నేను ఈ విధంగా చెప్పడం వల్ల మీకు ఈ యొక్క వైస్రాయులు ఈ యొక్క ఇమేజ్ని చూపించి మరీ చెప్తున్నాను మన క్లాస్ ఎంత డెప్త్గా ఉందో మీరు ఆలోచించండి నేను యొక్క పీడిఎఫ్ని తయారు చేయడానికి నాకు వన్ అవర్ పైనే పట్టిందండి ఈ యొక్క ఇమేజెస్ని సెట్ చేసి పీడిఎఫ్ సెట్ చేసి కలర్స్ ఓకేనా ఈ యొక్క కలర్స్ కానీ ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఇలా మొత్తం నేను సెట్ చేయడానికి యొక్క మళ్ళీ అలాగే వీడియో కంప్లీట్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు టూ అండ్ హాఫ్ అవర్ పట్టిద్దండి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము on which date did Wala Bagh massacre take place ఓకేనా వాలా బాగ్ ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాడు ఇప్పుడే చెప్పాను పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖున అమృత్సర్ ఓకేనా అమృత్సర్లో పంజాబ్ రాష్ట్రంలో జరిగింది ఈ యొక్క జలియన్ వాలాబాగ్ అనేటువంటిది ఏంటి అనేది అది కూడా అడిగాడు మనకి ప్రీవియస్ ఆర్ఆర్బి క్వశ్చన్స్లో ఇది ఒక పార్క్ ఓకేనా ఇది ఒక పార్క్ అని గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి the Moplah rebellion took place between the years చూసారా మనకి ఎక్కువగా ఇయర్స్ మీద పర్సన్స్ మీద మనకి హిస్టరీలో పాయింట్అవుట్ చేస్తున్నాడు ఓకేనా చూడండి మనకి మొప్లా తిరుగుబాటు అనేది కేరళలో రావటం జరిగింది ఈ యొక్క మొప్లాలు అనేటువంటి వారు అరబిక్ అరబిక్ ఏరియా నుండి వచ్చినటువంటి పర్సన్స్ ఓకేనా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క కేరళలో సెటిల్ అవుతారు సెటిల్ అయిన తర్వాత వీళ్ళని మోప్లాలు అని పిలవటం జరుగుతుంది యొక్క కేరళలో ఉన్నటువంటి యొక్క అరబిక్ కమ్యూనిటీని అయితే వీళ్ళు తిరుగుబాటుని లేవనెత్తారు కేరళ ప్రాంతంలో అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇప్పుడు దీని యొక్క వ్యూలోకి వెళ్దాం చూడ చూడండి మోప్లా రెబిలియన్ను మోప్లా స్వార్థం Muslims in South India South India అంటే కేరళ అని మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు అరబ్ సెటిలర్స్ అన్నమాట అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు ఇది ఖిలాఫత్ కింగ్డమ్ ఈ ఖిలాఫత్ ఉద్యమం కూడా ఈ టైంలోనే నడిచింది అదే టైంలో కేరళలో కూడా ఈ యొక్క మప్ల తిరుగుబాటు రావడం జరిగిందండి ఇక్కడ ఏం జరిగిందంటే మప్లాలు అనేటువంటి వారు ముస్లిమ్స్ ఈ యొక్క ముస్లిం తెగని రెండు ప్రజలు వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్ అనగా బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అనుకోండి రెండవది హిందూస్ హిందూస్ ఏమల్లా ఇక్కడ ఉన్నటువంటి జమీందారులు వీళ్ళ వల్ల అధికారులు వీళ్ళు వీళ్ళకి రెగ్యులేషన్ ఇచ్చారు జమీందారుల చేతుల్లో ఈ యొక్క ప్రాంతాలను ఉంచారు ఈ మొప్పలాలు అనేటువంటి రైతులు ఈ యొక్క హిందువులైనటువంటి ఈ యొక్క జమీందారులు అత్యధికంగా మరి ఆ యొక్క ట్యాక్సుల్ని పన్నుల్ని వేయటం ద్వారా వీళ్ళు భరించలేకపోతున్నారు అలాగే ఈ యొక్క క్రిస్టియన్స్ అనేటువంటి వారు వీళ్ళు క్రిస్టియన్లుగా మార్చాలని చూస్తున్నారు ఈ యొక్క ముస్లింలు ఈ హిందువుల వల్ల శుద్ధి ఉద్యమం ద్వారా మరి ఈ యొక్క ముస్లింలని మళ్ళీ వెనక్కి ఈ యొక్క ముస్లింలను కన్వర్ట్ చేయాలని హిం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇటు క్రిస్టియన్స్ వల్ల క్రిస్టియానిటీలోకి ప్రయత్నిస్తున్నారు దీనివల్ల ఎంతో విసుగు చెందినటువంటి ఒక మప్లా కమ్యూనిటీ అక్కడ తిరుగుబాటు చేసి ఎంతోమంది మరి హిందువుల్ని యూరోపియన్స్ని చంపేశారు హిందువుల్ని చాలామందిని కూడా అటాక్ చేశారు అండ్ అలాగే వాళ్ళ యొక్క ఇల్లులు అలాగే దేవాలయాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది యొక్క మప్పుల తిరుగుబాటులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లాస్ట్ క్వశ్చన్ హిస్టరీలో లాస్ట్ క్వశ్చన్ అండి the tricolour which was hoisted in the Stuttgart by madam Cama madam Cama was smuggled into the British India by Hindulal Yagnik Hindulal Yagnik ఇవి హిస్టరీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ జాగ్రఫీ ఫైవ్ మార్క్స్కి ఫైవ్ బిట్స్ వచ్చినాయి అవేంటిదో చూద్దాము ఒక ప్రాజెక్ట్ ఉందంట అది ఉత్తరాఖండ్లో ఏ ప్రాజెక్ట్ ఉందని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఈ యొక్క నాలుగు ఆప్షన్లో ఒక option Tehri dam Tehri hydro power complex మనకు అందరికీ తెలుసు మరి ఎత్తైన మన ఇండియాలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి డ్యామ్ ఏంటయ్యా అంటే తెహ్రీ డ్యామ్ అని మనందరికీ తెలుసు ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఇది దానికి సంబంధించినటువంటి picture Tehri dam in Uttarakhand okay next question చూద్దాం the famous Gol Gumbaz is located in ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది అంటున్నాడు కర్ణాటకలో ఉంది వీళ్ళు మనకు తెలుసు కదా అహ్మద్ ఓకేనా అహ్మద్ నగర్ వీటన్నిటిని వీళ్ళు పరిపాలించడం జరిగింది అక్కడ ఒక గోల్ గుంబజ్ని నిర్మించారు గోల్ గుంబజ్ అంటే ఇదండి ఓకేనా ఇది చూస్తున్నారు కదా ఇది టూంబ్ టైప్ లాగా కడతం జరిగింది ఇది అతి పెద్దదన్నమాట మన సౌత్ ఇండియాలో కట్టిన దాంట్లో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మూడో క్వశ్చన్ జాగ్రఫీలో the region of planet Earth where life existence is known as మరి ఈ యొక్క ప్లానెట్ మీద ఎక్కడైతే లైఫ్ ఉంటుందో దాన్ని ఏమంటారు అంటున్నాడు బయోస్పియర్ మనందరికీ తెలుసు కదా ఆవరణ వ్యవస్థ అంటాము ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో మనకి ఎన్నో స్పియర్స్ ఉండటం జరిగింది మనకి లైఫ్ ఎక్కడ కనిపించిద్దయా అంటే బయోస్పియర్లోనే కనిపించింది ఈ యొక్క బయోస్పియర్లో మూడు అంశాలు ఇమిడి ఉండటం జరుగుతుంది అందులో ఒకటి లిథోస్పియర్ రెండవది హైడ్రోస్పియర్ మూడవది అట్మాస్పియర్ వీటన్నిటిని కలిపితేనే బయోస్పియర్ అని మనం చెప్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ నుంచి ఒక క్వశ్చను అది విశ్వం వరల్డ్ జాగ్రఫీలో విశ్వం అనేటువంటి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది the glowing surface of sun మరి సన్పై ఉన్నటువంటి మెరుస్తున్నటువంటి ఆ యొక్క వర్ణాన్ని ఆ యొక్క వలయాన్ని ఏమంటారు అంటున్నాడు దాన్ని ఫోటోస్పియర్ అని పిలవటం జరుగుతుంది తెలుగులో కూడా ఫోటోస్పియర్ అంటాము చూస్తున్నారు కదా ఇదంతా సూర్యుడు అనుకుంటే ఫోటోస్పియర్ అనేది ఇక్కడ ఉంది కనిపిస్తున్నటువంటి ఒక ప్రాంతాన్ని ఫోటోస్పియర్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి జోగ్రఫీలో ఇంటర్నేషనల్ బౌండరీస్ కంపల్సరీగా ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్సిలో ఇస్తాడు మరి నలభై తొమ్మిదవ ప్యారలైన్ ప్యారలల్ లైన్ అంటారు forty ninth parallel line is the boundary between US ఇక్కడ యుఎస్ఎస్ఏ కాదు యుఎస్ఏ యుఎస్ఏ అండ్ కెనడాకి మధ్య ఈ యొక్క ప్యారలల్ లైన్ ఉండటం జరుగుతుంది అసలు ఈ యొక్క ఫార్టీ నైన్త్ అనేది ఏంటనేది చూస్తే మనకి అక్షాంశాలు రేఖాంశాలు అని ఉంటాయి కదా ఈ యొక్క నలభై తొమ్మిదవ అక్షాంశాన్ని ఈ యొక్క నలభై తొమ్మిదవ అక్షాంశము అనేటువంటిది ఈ యొక్క కెనడాని అలాగే యుఎస్ఏని వేరే వేరు చేయడం జరుగుతుంది ఈ యొక్క అక్షాంశమే దీనికి బౌండరీ లైన్గా ఏర్పాటు అవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ పాలిటీ క్వశ్చన్లు చూద్దాం ఇప్పుడు దాకా మనము హిస్టరీ జాగ్రఫీ క్వశ్చన్లు చూసాము ఇప్పుడు పాలిటీ చూద్దాము who gave the who gave the idea of constitution of constitution assembly of India for the first time మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండాలని ఫస్ట్ టైం ఎవరు ప్రతిపాదించారంటే ఎంఎన్ రాయ్ మాన్వేంద్రనాథ్ రాయ్ అంటారు ఈయన ఫస్ట్ కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీని తాష్కెంట్లో ఏర్పాటు చేయటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈయన సిపిఐని తాష్కెంట్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మన ఇండియాకి అవతల ఫస్ట్ టైం ఏర్పాటు చేయటం జరిగింది మానవేందర్ నాథ్ రాయ్ ఈయనే మళ్ళీ అలాగే ప్రజా ప్రణాళిక మనకి ఎకానమీలో ప్రజా ప్రణాళిక అని ఉండిద్ది అందులో కూడా ఈయన రావటం జరుగుతుంది next question friends which of the following state has a legislative council పాలిటీలో మనకి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేటువంటిది ఒక పార్ట్ అన్నమాట అయితే ఏ రాష్ట్రంలో ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందని అడుగుతున్నాడు మనందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ ఉండటం జరిగింది చూద్దాము విధాన పరిషత్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉందో బీహార్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఓకేనా ఉత్తరప్రదేశ్ బీహారు తెలంగాణ ఏపీ కర్ణాటక మహారాష్ట్ర ఈ విధంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం by which amendment of the constitution fundamental duties of the citizens were added to the constitution of India ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటువంటివి ఏ రాజ్యాంగ చట్టం ద్వారా ఇందులో ఏర్పాటు రాజ్యాంగంలో ఏర్పాటు చేశారని అంటున్నాడు నలభై రెండవ constitution amendment act forty second constitution amendment act చూద్దాం అసలు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది లెవెన్త్ నవంబర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏర్పాటు చేయటం జరిగింది దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ చిన్న రాజ్యాంగము అని పిలువస్తారు ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణని అలాగే సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలను ప్రియాంబుల్లో ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క పీఠికను ఒక్కసారి మాత్రమే సవరణ చేశారు అది కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఇది మనకున్నటువంటి ఇప్పుడు పాయింట్ క్వశ్చన్ అడిగాడు ఓకేనా వీటిని పార్ట్ ఫోర్ ఏలో యాడ్ చేయటం జరిగింది ఫోర్ ఏలో ఏర్పాటు చేయటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము పాలిటీ క్వశ్చన్స్ అయిపోయినాయి మరి ఎకానమీ నుంచి ఏ క్వశ్చన్లు అడిగాడంటే మనకి జాతీయ ఆదాయం అనేది ఇంపార్టెంట్ ఈ యొక్క జాతీయ ఆదాయంలో ఎన్ఎన్పి యొక్క ఫార్ములాని అడుగుతున్నాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఫార్ములాని అడిగాడు ఎన్ఎన్పి అంటే అసలు ముందర దాని గురించి తెలుసుకుందాము నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు ఈ యొక్క ఎన్ఎన్పి అనేది జిఎన్పిలో నుంచి డిప్రెషన్ని తీసేస్తే డిప్రిషియేషన్ని తీసేస్తే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నేను కొన్ని ఫార్ములాలు ఇచ్చాను చూడండి జీడిపికి ఫార్ములా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈ యొక్క ఇది చూసారా ఎన్ఎన్పి అనేది NNP net prod national prod product అంటారు దీన్ని నేషనల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం the first attempt to calculate national income in India మనకి ఇది కూడా ఎక్కువగా పేదరికము పోవర్టీ అనేటువంటి చా చాప్టర్లో పేదరికం అనేటువంటి చాప్టర్లో ఈ యొక్క టాపిక్ అనేది వచ్చింది మొట్టమొదటిసారిగా మన ఇండియాలో భారతదేశ కురువృద్ధుడు అయినటువంటి దాదాబాయ్ నవరేజీ మన జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాడు అందుకని అందుకని ఈ యొక్క బిట్టు మనకి పేదరికంలో చెప్పుకుంటాము ఈయన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని పద్దెనిమిది వందల అరవై ఏళ్ళు ఏర్పాటు చేశాడు prime minister of Baroda eighteen seventy ఫోర్లో ఈయన ఇండియన్ నేషనల్ అసోసియేషన్కి మెంబర్గా ఉన్నాడు అలాగే ముంబై నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండటం జరిగింది అలాగే ఇండియన్ యొక్క పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ యొక్క దాదాబాయ్ నవరాజీ ఈయన యొక్క న్యూస్ పేపర్ పేరు voice of India okay biology నుంచి ఫోర్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం which of the following is not a part of circulatory system ఈ యొక్క రవాణా వ్యవస్థలో భాగం కానిటిది ఏంటిదని అడుగుతున్నాడు బ్లడ్ అనేది రవాణా వ్యవస్థలో భాగమే ఈ యొక్క బ్లడ్ అనేది హార్ట్లోకి వెళ్ళిద్ది కాబట్టి హార్ట్ కూడా రవాణా వ్యవస్థలో భాగమే ఇంకా మనకి హార్ట్లో ఈ యొక్క ఆర్టరీస్ ఉంటాయి ఇది కూడా రవాణా వ్యవస్థలో భాగమే ఈ యొక్క లార్జ్ ఇంటెన్సిటీ అనేది ఈ యొక్క రవాణా సిస్టంలో భాగం కాదు చూడండి మనకి ఇక్కడ హార్ట్ ఉంది సీరం దమనులు ఓకేనా blood circulatory system blood circulatory system next question చూద్దాం the disease related to which with apple యాపిల్కి సంబంధించినటువంటి డిసీజ్ ఏంటని నేను అడుగుతున్నాడు నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షను ఫైర్ బ్లైట్ అనేది రైట్ ఆన్సర్ అండి ఫైర్ బ్లైట్ అనేది ఈ యొక్క యాపిల్కి సంబంధించినటువంటి డిసీజ్ అని చెప్పుకోవచ్చు ఇదిగో ఫైర్ బ్లైట్ అంటే ఈ యొక్క ఆకులు అనుకోకుండా నల్లబడిపోవటం ఎర్రగైపోవటం మచ్చలు రావటం ఓకేనా ఇవన్నీ కూడా ఫైర్ బ్లైట్లో భాగంగా ఉంటుండటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి బయాలజీ అంటేనే లైకెన్స్ మనకు తెలుసు కదా ప్లాంట్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్లో ఇవి లైకెన్స్ అనేవి కూడా ఒక పార్ట్ మనకు తెలుసు బ్రయోఫైటా తాలోఫైటా టెరిడోఫైటా అనేటువంటివి ఉన్నాయి ఓకేనా ఫెనిరోగ్రామ్స్ క్రిప్టోగ్రామ్స్ ఇవన్నీ కూడా వృక్షరాజ్యంలో మనకి విభాగాలు అన్నమాట ఈ యొక్క లైకెన్స్ అనేటువంటివి ఎరి పొల్యూషన్ని సూచిస్తాయి ఇది ఇంపార్టెంట్ బిట్ అండి మీరు ఆర్ఆర్బి ఎన్నిసార్లు రాస్తే అన్ని అన్నిసార్లు కూడా మీకు ఈ యొక్క బిట్ అనేది రావటం జరుగుతూ ఉండిద్ది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which colour is associated with with the revolution in fertilizers fertilizers ఇంకా మనకి ముందులు ఉన్నాయి కదా పొలాల్లో చల్లేటువంటి రైతు మందులు వాటిని ఏ రివల్యూషన్తో పోలిస్తారని అడిగాడు గ్రే రివల్యూషన్ ఓకేనా గ్రే రివల్యూషన్ చూపిస్తాను చూడండి కొన్ని రివల్యూషన్స్ వాటి యొక్క ఏ ప్రోడక్ట్ సంబంధించింది అనేది వైట్ రివల్యూషన్ అనేది మిల్క్కి సంబంధించింది మనందరికీ తెలుసు వర్గిస్ కురియన్ ఈ యొక్క father of white revolution November twenty six ఈ యొక్క బర్త్డే రోజున ఈ యొక్క మిల్క్ డేని మనం జరుపుకోవటం జరుగుతుంది బ్లూ రివల్యూషన్ బ్లూ అనగా నీళ్ళు అనుకోండి నీళ్ళల్లో ఉండే ఫిష్ అలాగే brown revolution food food processing అన్నమాట గ్రే రివల్యూషన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా fertilizer production yellow revolution oil seeds అనేవి ఎక్కువగా ఎల్లో ఆకారంలో ఉండిద్ది మనకి సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకున్న ఏదైనా చూసుకుంటే మీకు ఎల్లో ఆకారంలో ఉండిద్ది గమనించండి red revolution tomato or meat టమాటా లేదా మాంసము ఈ యొక్క ప్రొడక్షన్ని రెడ్ రెవల్యూషన్తో పోలుస్తాము పింక్ రెవల్యూషన్ పింక్ రెవల్యూషన్ అనేది ఆనియన్స్ ఓకేనా లేదా ఫాన్ ఇంకా గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఫ్రూట్ ఫ్రూట్ ప్రొడక్షన్ లేదా ఇంకా మనము హనీ గోడ హనీ గోడ ఈ యొక్క హనీ ఈ యొక్క గోల్డెన్ రెవల్యూషన్లోకి హనీ రావటం జరుగుతుంది రౌండ్ రెవల్యూషన్ పొటాటో బంగాళదుంపలు silver revolution egg and poultry కోడిగుడ్డు మరియు పౌల్ట్రీ ఈ విధంగా ఉండటం జరిగింది అలాగే మొన్న రీసెంట్గా ఆర్ఆర్బీస్లో మనకి లావెండర్ లావెండర్ అనేది ఉండిద్ది దీనికి కూడా ఒక రెవల్యూషన్ ఉందండి అది ఆ సంథింగ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తుకు రావట్లేదు పింక్ రెవల్యూషన్ కానీ సాఫ్రాన్ రెవల్యూషన్ అనుకుంటా అది సాఫ్రాన్ సాఫ్రాన్ రెవల్యూషన్ అనుకుంటా ఈ యొక్క లావెండర్ని సాఫ్రన్ రెవల్యూషన్ అనో ఏదో సంథింగ్ ఖచ్చితంగా అడిగాడు మనకి తర్వాత వచ్చే సెట్లలో వచ్చే నెక్స్ట్ పార్ట్లో ఆ యొక్క రెవల్యూషన్ గురించి కూడా చర్చించుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం who is called the father of taxonomy మనందరికీ తెలుసు బయాలజీలో శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క పితామహుల గురించి మనం ఆల్రెడీ టెన్ చాప్టర్ టెన్ క్లాసెస్ని చెప్పుకున్నాం కార్లు లిన్నేయస్ అనేటువంటి వ్యక్తి యొక్క ఫాదర్ ఆఫ్ టాక్సానమీ టాక్సానమీ అంటే ఏమిటి పేర్లు పెట్టడం పేర్లు పెట్టడం విభజించటం ఓకేనా టాక్సానమీ అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి మనకి మూడు క్వశ్చన్లు రావటం జరిగింది మనకి బయాలజీలో ఫైవ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో త్రీ క్వశ్చన్స్ మరి కెమిస్ట్రీ నుంచి జీరో క్వశ్చన్ వచ్చింది అంటే అసలు క్వశ్చనే రాలేదు టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ అనేవి సైన్స్ అండ్ సైన్స్ టాపిక్స్ నుంచి రావడం జరిగింది అకార్డింగ్ టు విచ్లా at constant temperature, the volume of a gas is inversely proportional to the pressure. ఇది బాయిల్స్ లా బాయిల్స్ లా ఏంటండి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది అలాగే వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి inversely proportional inversely proportional to pressure అని అంటున్నాడు ఓకేనా next question dash is a scalar quantity ఇది ఫిజిక్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటి క్వశ్చన్స్ స్కేలార్ క్వాంటిటీ మరి వెక్టార్ క్వాంటిటీ అని ఇలా ఉన్నాయి ఓకేనా మ్యాగ్నిట్యూడ్ అంటారు డైరెక్షన్ అంటారు స్కేలార్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్ని మ్యాగ్నిట్యూడ్ ఉండేది కానీ డైరెక్షన్ ఉండదు దీనికైతే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ అనేవి రెండు ఉంటాయి ఓకేనా కొన్ని ఇవి చదువుకుందాము మనకి ఆల్రెడీ అడుగుతాడు వెక్టార్ ఓకేనా సదిశ రాశి అదిశ రాశి అంటే ఇది అసిద అదిశ రాశి సదిశ రాశి డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ యాక్సలరేషన్ బలము బరువు ఘర్షణ త్వరణం మూమెంటం ఓకేనా పని ఎనర్జీ శక్తి వేగము దూరము పొడవు ద్రవ్యరాశి అనేటువంటివి అదిశ రాశులు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము the theory of relativity is associated with theory of దిస్లో కంపల్సరీ బిట్ కంపల్సరీ బిట్ అన్నమాట శాస్త్రవేత్తలు ఇన్వెన్షన్స్ సైంటిస్టులు ఇన్వెన్షన్స్ ఒక శాస్త్రవేత్త ఏం కనిపెట్టాడు వాళ్ళు కనిపెట్టినటువంటి సిద్ధాంతాలు కానీ వాళ్ళు కనిపెట్టినటువంటి పరికరాలు కానీ ఏదైనా అడుగుతాడు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఓకేనా మరి ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని అడిగాడు అదేంటంటే theory of relativity next question చెప్పాను కదా కెమిస్ట్రీ నుంచి అయితే బిట్స్ రాలేదు బయాలజీ ఫైవ్ ఫిజిక్స్ మూ త్రీ కెమిస్ట్రీ జీరో ఈ యొక్క సెట్లో అలా అని కెమిస్ట్రీకి అసలు రాదనుకోమాకండి ఇస్తాడు కానీ ఈ సెట్లో అయితే కెమిస్ట్రీకి ఇవ్వాల which of the following is not a part of auxiliary auxiliary మెమోరీస్ని మీరు గుర్తుంచుకోండి ఆ యొక్క పదం అనేది ఇంపార్టెంట్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను floppy magnetic tapes PROM CD ROM CD అనుకోండి అసలు సింపుల్గా చెప్పుకుందాము సీడీ ఫ్లాఫీ డిస్క్ మ్యాగ్నెటిక్ టేపులు అంటే మనకి ఇటువరకు టేప్ రికార్డులు ఉన్నప్పుడు ఉండే కదా అవి అనుకోండి ఇవన్నీ కూడా ఆక్సిలరీ మెమోరీస్ అంటాం పీరామ్ ఉంది కదా ఇది కంప్యూటర్ చిప్ అన్నమాట కంప్యూటర్లో ఉండేటువంటి చిప్ పీరామ్ అంటే దీనికి రైట్ ఆన్సర్ పీరాము పీరామ్ అంటే programmable read only memory programmable read only memory ఈ యొక్క పదాన్ని ఇచ్చి ఫుల్ ఫామ్ అని అడుగుతాడు యాక్రోనియం ఏంటని అడుగుతాడు అందుకని నేను ఇది చెప్పడం జరుగుతుంది ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ ఇది ఒక నాను ఇది ఒక వాలటైల్ అనమాట ఓకేనా మనం ఇందులో మెమొరీలో ఉన్నటువంటి డేటాని ఓన్లీ రీడ్ చేయటం మట్టిగా చేయగలం కానీ దాన్ని రీవ్ రైట్ చేయలేము దాన్ని మార్చలేము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం the process of taking out stored results out of physical memory of a computer is known as అంటే అసలు ఏంటి ఒక ప్రాసెస్ అంట అది taking out stored result out of physical మెమోరీలో నుంచి రిజల్ట్స్ని తీయటాన్ని ఏమని అంటారు అంటున్నాడు దీన్ని అవుట్పుట్ ప్రాసెస్ అంటాం అసలు అవుట్పుట్ పరికరాలు మనల్ని అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్లో అడుగుతూ ఉంటాడు ఈ క్రింది వాటిలో ఏది అవుట్పుట్ పరికరం అని చెప్తాను చూడండి మానిటర్ అనేది మనకి అవుట్పుట్ పరికరం ఎందుకంటే మనము ఇచ్చిన దాన్ని అది మనకు చూపించిద్ది అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రింటర్ మనకి ఏదన్నా ఒక ఇన్పుట్ ఇస్తే అది ప్రింట్ తీసి ఇచ్చిద్ది స్పీకర్ మనం ఏదైనా మ్యూజిక్ ఆన్ చేస్తే మనకు అది వినపడేటట్టు చేసిద్ది బయటకు వస్తే headphones GPS plotter plotter గుర్తుంచుకోండి ఫ్లోటర్ కూడా ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా ఫ్లోటర్ కూడా output device touch screens output device projector output device గుర్తుంచుకోండి పోయినసారి ఈ యొక్క టచ్ స్క్రీన్ గురించి కూడా ఒక క్వశ్చన్ రావటం జరిగింది ఇది మన సిబిటి వన్లోనే చూద్దాం next question what does NIU stands for information technology NIU అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఎన్ఐయు అంటే ఏంటి నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్ చెప్పాను కదా పీరామ్ అంటే ఏంటి అని కూడా అడుగుతాడు ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ ఓకేనా NIU network interface unit acronym కంప్యూటర్స్లో నుంచి యాక్రోనియం అనేది కంపల్సరీగా ఇస్తాడు next question science and technology నుంచి మూడు క్వశ్చన్లు గబగబా స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తాను the first Indian communication satellite is Apple అండి యాపిల్కి కూడా యాక్రోనియం ఉంది ఈ యొక్క యాపిల్ని ఎప్పుడు పంపించారంటే మన ఇస్రో వారు జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గుర్తుంచుకోండి జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది పంతొమ్మిది ఎనభై ఒకటి ఓకే యాపిల్ అంటే అర్థం ఏంటంటే ద ప్యా Ariane passenger payload experiment the Ariane passenger payload experiment ఇది శాటిలైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం India first atomic power station was commissioned in atomic power station అనేది ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యొక్క కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది next question Baba atomic research centre BARC అంటారు ఇది ఎక్కడ ఉందని అడుగుతాడు ముంబై ఒకేలా ముంబైలో ఉండటం జరిగింది మనం కొన్ని పవర్ ప్లాంట్ పేర్లను చూద్దాము ఓకే కుమ్హారియా ఢిల్లీలో ఉంది నరోరా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాజస్థాన్లో కాకరపార కాకరపార అనేది గుజరాత్లో ఉంది ఇక్కడ సంథింగ్ దాని పేరు గుర్తు రావట్లేదు ఓకేనా నెక్స్ట్ తారాపూర్ తారాపూర్ అనేది మహారాష్ట్ర కైగా కర్ణాటక కల్పకం మడ్రాస్ ఓకేనా ఎక్కువగా నరోరా గురించి ఎక్కువ అడుగుతాడు ఇంకా కల్పకం గురించి అడుగుతాడు ఓకేనా కైగా గురించి కూడా ఆల్రెడీ అడిగాడు తారాపూర్ ఫస్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ఓ యుఎన్ఓ అలాగే ఇతర ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి గురించి వచ్చిన వచ్చినటువంటి క్వశ్చన్లను చూద్దాం where is the head quarter of UN security council న్యూయార్క్లో ఉండటం జరిగిందండి ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ ఇందులో మనకి ఐదు పర్మనెంట్ మెంబర్స్ అలాగే టెన్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండటం జరుగుతుంది టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు ఈ యొక్క టెన్ మెంబర్స్ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చి ఒకసారి ప్రతి వన్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటారు వన్ ఇయర్ వస్తూ ఉంటారు five members five members five members the next question the global climate change alliance is initiative of ఈ యొక్క గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే యూరోపియన్ యూనియన్ సంస్థ వారు ఏర్పాటు చేయడం జరిగింది చూసారా ఇదిగో the global climate change alliance and initiative ఓకేనా అడుగుతాడు ఈ యొక్క జీసీసీఏ దేనికి సంబంధించిందంటే యూరోపియన్ యూనియన్ ఇంకో సింబల్ చూడండి ఓకేనా ఈ యొక్క ఫుల్ ఫామ్ యాక్రోనియం కూడా అడగవచ్చు అవార్డుల నుంచి నాలుగు క్వశ్చన్లు రావడం జరిగింది అవార్డ్స్ ఓకేనా ఇది జీకే స్టాటిక్ జీకేలో మ్యూజిక్ సంబంధించినటువంటి అవార్డు ఏదో అంటున్నాడు మనందరికీ తెలుసు గ్రామీ అవార్డులు మ్యూజిక్ సంబంధించి ఉంటాయని ఓకేనా the recording academies of Grammy అవార్డులు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం the film was given the Filmfare award for best film in twenty twenty మనకి ఫిలింఫేర్ అవార్డులు అనేవి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు అందులో best actor best actress best director best film ఓకేనా ఈ యొక్క ఉండటం జరిగింది ఫిలింఫేర్ అవార్డుల్లో ట్వంటీ ట్వంటీకి ట్వంటీ ట్వంటీ టూకి పతాండు అనుకుంటండి పతాండునో ఏదో ఉంది దానికి బెస్ట్ ఫిలిం రావటం జరిగింది అదే ట్వంటీ ట్వంటీలో అయితే Gully Boy okay next question చూద్దాం the Sahitya Akademi is quartered at Sahitya Akademi is quartered at at అన్నాడు న్యూఢిల్లీ చూసారా మనకి అవార్డుల్లో కూడా అది ఆ సంస్థ ఎక్కడ ఉంటుందని కూడా అడిగాడు మనం చూసుకున్నట్లయితే యుఎన్ఎస్సి ఎక్కడ ఉందని అడిగాడు ఇప్పుడు సాహిత్య అకాడమీ ఎక్కడ ఉందని అడిగాడు చూసారా అసలు జాగ్రఫీ అన్ని జాగ్రఫీ టాపిక్ అన్నమాట వాస్తవానికైతే who received the Nobel prize for economic sciences in twenty twenty Robert B Wilson ఓకేనా ఎకనామిక్స్లో రాబర్ట్ బి విల్సన్ తీసుకోవడం జరిగింది జీకే కరెన్సీ అండ్ క్యాపిటల్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది yen is the currency of Japan yen అనేది జపాన్కి సంబంధించినటువంటి కరెన్సీ పేరు మనకి రూపీ ఇండియాకి రూపీ అయితే ఎలాగో అలాగే జపాన్కి ఎన్ అనేటువంటిది డాలర్ అమెరికాలో యూజ్ చేస్తారు యూరో ఇది యూరోపియన్ యూనియన్లో ఎన్ను జపాను పౌండ్ యూకేలో ఫ్రాంక్ ఫ్రాన్స్లో రెన్మిన్ బి టర్కిష్ లీరా ఓన్ రూబిల్ ఇది రష్యా రూబిల్ అనేది రష్యా ఓకే ఇది రెన్మిన్ బిన్ అనేది రీసెంట్గా చైనాదండి China okay next question music నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది is a famous santoor instrument instrumentalist santoor ఇంట్రుమె ఇన్స్ట్రుమెంటాలిస్ట్ అని ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అందులో శివకుమార్ శర్మ ఈయన చాలా ఫేమస్ అండి సాంతూర్ వాయించడంలో ఇదిగో ఇది ఇలా రెండు కర్రలు పట్టుకొని వాయిస్తూ ఉంటారు ఈయన ఫేమస్ అనమాట సాంతూర్ వాయించడంలో నెక్స్ట్ గేమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అది కూడా కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అనేటువంటివి ఈ యొక్క బ్రిటన్ కింద ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ పాలిత ప్రాంతాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని కామన్వెల్త్ అంటారు ఇవి ఈ యొక్క గేమ్స్ ఐదు సార్లు ఎక్కడ జరిగినాయి అంటే ఆస్ట్రేలియాలో జరగటం జరిగింది ఈ యొక్క ఇరవై రెండులో మరి బహిర్ బర్మింగ్హామ్ యూకేలోని బర్మింగ్హామ్లో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ స్కీమ్స్ నుంచి ఇవ్వటం జరిగింది స్కీమ్స్లో Indradhanush framework and Indian government initiative యొక్క ఇంద్రధనుష్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటున్నాడు దేనికి సంబంధించిందంటే revamping of public sector banks ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను మిషన్ ఇంద్రధనుష్ ఇందులో governance reform of public sector banks ఇక్కడ ఓకేనా framework of accountability destressing PSBs capitalisation bank board bureau appointment ఇవన్నీ కూడా మిషన్ ఇంద్రధనుస్లో ఇవ్వటం జరిగింది అలాగే మనకి ఇంకొక మిషన్ ఇంద్రధనస్సు ఉంది అందులో ఏంటంటే రెయిన్బో రెయిన్బో అంటాము రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి సెవెన్ కదా ఇందులో కూడా సెవెన్ పాయింట్స్ ఉంటాయి measles polio pertussis tetanus TB diphtheria hepatitis B వీటన్నిటిని ఎరాడికేషన్ చేయటం యొక్క రెయిన్బో యొక్క అనగా ఇంద్రధనుష్ రెయిన్బో యొక్క ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్ మరి Jan Shikshan Sansthan operates under the aegis of ఈ యొక్క కార్యక్రమము ఏ మినిస్ట్రీ కింద వర్కౌట్ అంటున్నాడు ministry of skill development entrepreneurship చూశారు కదా చూడండి జన్ శిక్షన్ సంస్థాన్ అనేటువంటిది skill development and entrepreneurship government of India okay మరి ఇవ్వండి మనకున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకి రెండు వేల ఇరవై ఒకటిలో జరి ఇరవైలో జరిగినటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నమాట రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఆర్ఆర్బి అండ్ టీపీసీ జిఎస్ మరియు జీకే బిట్లని మనం ఈరోజు చెప్పుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత వచ్చినటువంటి పేపర్ని మనము డిస్కషన్ చేసుకుందాం అప్పటి వరకు మన నాన్ టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అవ్వండి ఉంటాను బాయ్